హలో ఎవ్రీబాడీ అందరికీ నమస్కారం presenting the panipuri song check it out Yeah! Here we go! Listen up! ఇంటి పానీపూరి రోజు రెండు ప్లేట్లు బుక్క నేను ఖాళీ దూరి ఆడు చనా తెచ్చి సొంటి పానీలో నా ముంచి పెట్టే తిన్నాక అడుగుతా ఖాళీ పూరి అరే అన్నా గాని పానీపూరి చెన్నా గరం జయ్యమంటూ అడిగినా జర్రా ప్యాసుదాళ్ళంటూ మొరిగిన ఇంతలో ఓ పోరి ఫోన్ లోని సో సారీ నీ తోని లే దోయి ఏ దోస్తి పోవోయి అన్నది ఫోను మార్చకుంటే నీకు చెప్పు దెబ్బ అన్నది ఫోను పెట్టినాక ఆమె రప్ప రప్ప దిన్నది మళ్ళీ ఆమె అన్నది పయ్యా ఆనియన్స్ దాలో కళ్ళ నీళ్లు గారుతున్న ఆర్ స్పైసీ గారో అంటూ నీళ్లు తుడిచెరా రాజధానిలోన రోజు పానీపూరి బండి కాడ పానీపూరి బుక్కెట్ ఒళ్ళు కొందరు